Second chapter identical figures or similar figures or similarity identical figures అంటే ఏంటి సిమిలర్ ఫిగర్ అంటే ఏంటి సిమిలర్ ఫిగర్ మీన్స్ సిమిలర్గా ఉన్నటువంటి ఫిగర్ని మనం ఆన్సర్గా చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది directions in this type of questions student has to find out the answer figure that is exactly identical to the question figure use elimination method for the same problem figure ఏ విధంగా అయితే ఉంటుందో ఆన్సర్ ఫిగర్ని కూడా అదే విధంగా చూజ్ చేసుకోవాలి సో ఇక్కడ ఒక పాయింట్ అండర్లైన్ చేసుకోండి that is that is exactly identical to the question figure okay ఇక్కడ చూడండి some points you have to remember some points remember the following steps focus on the main structure in the question figure observe each answer figure for the same structure. Eliminate those answer figure which do not have this structure. Focus on the main structure problem figure ఏదైతే ఉందో దానిపైన దానిపైన మనం ఫోకస్ పెట్టాలి అబ్జర్వ్ ఈచ్ ఆన్సర్ ఫిగర్ ప్రతి ఆన్సర్ ఫిగర్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలి కొన్ని ఫిగర్ సేమ్ ఉన్నట్టు అనిపిస్తుంది ఏదో ఒక ఆబ్జెక్ట్ ఆర్ ఎలిమెంట్ అనేది డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది now focus on the smaller structure symbol in the question figure observe only the remaining answer figures for the structure or symbol. You may find out the right answer figure at this step. ఈ స్టెప్లో మీకు దాదాపుగా మీకు రైట్ ఆన్సర్ అనేది ఏదో మీకు తెలిసిపోసే అవకాశం ఉంటుంది థర్డ్ స్టెప్ చూడండి if there are more than one smaller structures symbols focus on only one structure symbol at at a time and compare it with the respective structure or symbol in the remaining answer figures eliminating one by one the answer figure, those who are not identical, you will reach the right answer figure. So ఇక్కడ తెలుగులో కూడా ఒకసారి చూద్దాము ఆదేశాలు డైరెక్షన్స్ ఈ రకమైన ప్రశ్నలో ఒక విద్యార్థి ప్రశ్న సంఖ్యకు సమానమైన సమాధాన సంఖ్యను కనుగొనాలి దీనికోసం ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగించండి ఇక్కడ మీరు చాలా వరకు గుర్తుపెట్టుకోండి ఈ ఎలిమినేషన్ మెథడ్ అనేది చాలా వరకు మనకు దీంట్లో యూజ్ అయ్యేది మనం ఈ టాపిక్ ఓవరాల్ మనం చేసేది జస్ట్ ఈ ఎలిమినేషన్ మెథడ్ పైనే మనం చేస్తాము ఓకే నెక్స్ట్ కింది దశలను గుర్తుంచుకోండి ప్రతి ప్రశ్న చిత్రంలో ప్రధాన నిర్మాణంపై దృష్టి పెట్టండి ఒకే నిర్మాణం కోసం ప్రతి సమాధాన బొమ్మను గమనించండి ఈ నిర్మాణం లేని జవాబు బొమ్మలను తొలగించండి ఇప్పుడు ప్రశ్న చిత్రంలో చిన్న నిర్మాణం గుర్తుపై దృష్టి పెట్టండి ఈ నిర్మాణం గుర్తు కోసం మిగిలిన సమాధాన బొమ్మలను మాత్రమే గమనించండి ఈ దశలో మీరు సమాధాన సరైన సమాధాన సంఖ్యను కనుగొనవచ్చు ఒకటి కంటే ఎక్కువ చిన్న నిర్మాణాలు లేదా చిహ్నాలు ఉన్నట్లయితే ఒకేసారి ఒకే నిర్మాణం గుర్తుపై దృష్టి పెట్టండి మరియు మిగిలిన జవాబు బొమ్మలలో సంబంధిత నిర్మాణ గుర్తులతో సరిపోల్చండి ఒక్కొక్కటిగా తొలగించండి సమాధాన సంఖ్యలు ఒకే ఒకేలా ఉండవు మీరు సరైన సమాధాన సంఖ్యను చేరుకుంటారు సింపుల్గా ఇక్కడ మనకు దీని పరంగా ఏం చెప్తున్నారు directions identical figure or similar figures or similarity అంటే ఏంటి ఒక క్వశ్చన్ ఫిగర్ ఉంటుంది ఆన్సర్ ఫిగర్ ఇక్కడ ఉంటుంది ఈ క్వశ్చన్ ఫిగర్ని పోలినటువంటి ఈ ఫిగర్ని వీటిలో ఏది సరైనదో మనం గుర్తించవలసి ఉంటుంది ఇక్కడ మనం డైరెక్షన్స్లో కానీ ఇక్కడ remember points some points some steps మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది వీటి ఆధారంగా మనం బేస్ చేసుకున్నట్లయితే సేమ్ ఫిగర్ ఉన్నటువంటిది ఏదో ఒక ఆబ్జెక్ట్ని తీసుకోవడం this is called objects or elements అంటాం వీటిని ఈ ఆరో సింబల్ కానివ్వచ్చు ప్లస్ సింబల్ కావచ్చు ఆర్ ఇంటూ సింబల్ కావచ్చు ఆర్ పర్సంటేజ్ సింబల్ కావచ్చు ఓకే సర్కిల్ కావచ్చు ఒక డాట్ కావచ్చు ఓకే లైక్ ఇలాంటి ఒక డాట్ సింబల్ కావచ్చు ఓకే డాలర్ సింబల్ కావచ్చు రూపీ సింబల్ కావచ్చు ఐరోమార్క్ సింబల్ కావచ్చు ఓకే కర్వ్ కావచ్చు హాఫ్ సర్కిల్ కావచ్చు ఇలా ఏదైనా ఒక సింబల్ని ఏదో ఒక ఆబ్జెక్ట్ని these are called symbol or objects అంటాం వీటిని ఇక్కడ ఓకే ఇక్కడ క్వశ్చన్ ఫిగర్ ఈ విధంగా ఉంది ఆన్సర్ ఫిగర్ అనేది ఈ విధంగా ఉంది ఈ క్వశ్చన్ ఫిగర్కి పోలినటువంటిది వీటిలో ఏది ఉందో తెలుసుకోగలిగితే మనకు స్కోర్ అనేది చాలా వరకు మనకు పెంచుకోవచ్చు ఈ టాపిక్ చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది కాకపోతే elimination method main concept elimination method పైన పైన మనం దృష్టి పెట్టవలసి ఉంటుంది ఈ ఎలిమినేషన్ మెథడ్ అయితే మనకు కరెక్ట్ ఆన్సర్ అంటే దీన్ని పోలిన ఆన్సర్ వీటిలో ఏది లేదో వాటిని తీసేస్తే remaining one is the answer okay మనం ఒకసారి స్టార్ట్ చేద్దాం let start first question first one చూడండి this is the question figure ఈ లైన్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది question figure this is answer figure ఈ క్వశ్చన్ ఫిగర్లో ఎలా ఉంది ఫస్ట్ ఇక్కడ ఒక యారో మార్క్ ఉంది ఈ యారో మార్క్ అనేది ఆన్సర్ ఫిగర్లో ఎక్కడ ఉందో చూడండి ఇక్కడ లేదు కాబట్టి first one by one elimination method ఉపయోగించండి ఇది కాదు first one first option is not a answer ఇక్కడ ఉంది ఇక్కడ యారో మార్క్ ఉంది సెకండ్లో ఉంది థర్డ్లో ఉంది ఫోర్త్లో లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు నెక్స్ట్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి ఇప్పుడు ఈ కరువు తీసుకోండి ఈ సెకండ్ ఎలిమెంట్ ఇది తీసుకుంటున్నాను ఇది ఆన్సర్ కాదనం కాబట్టి ఇక్కడ ఇన్సైడ్ ఉండాలి సి టైప్ రివర్స్ సి టైప్లో ఉండాలి సో ఇక్కడ సి లాగా ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సింపుల్గా మనకి ఏమైపోతుంది third one is the right answer so one two ఫోర్ని మనం ఎలిమినేషన్ చేయడం వలన రిమైనింగ్ ఏదైతే ఉంటుందో that is the right answer ఇక్కడ చూడండి యారో మార్క్ అనేది టాప్ నుంచి బాటమ్కి కిందికి ఉంది ఇక్కడ ఆ విధంగా లేదు కాబట్టి ఫస్ట్ వన్ ఆన్సర్ కాదు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఆబ్జెక్ట్గా దీన్ని తీసుకోండి ఇది ఇది తీసుకోండి ఇక్కడ ఉంది ఇక్కడ లేదు లెఫ్ట్ సైడ్ చూపించాలి మనకు ఈ ఎలిమెంట్ అనేది లెఫ్ట్ సైడ్ చూపించాలి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది ఇక్కడ చూపించట్లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ చూడండి నెక్స్ట్ అంటే సమ్ టైమ్స్ ఒక ఎలిమెంట్తోనే ఆన్సర్ రావచ్చు లేదా సెకండ్ ఎలిమెంట్తో రావచ్చు ఇక్కడ మనం థర్డ్ ఎలిమెంట్ని ట్రై చేయాల్సి ఉంటుంది ఇది రైట్ సైడ్ చూపిస్తుంది సర్కిల్ అనేది పిన్ లాంటిది ఒక గుండు పిన్ లాగా మనకు రైట్ సైడ్ చూపిస్తుంది ఇక్కడ రైట్ సైడ్ ఉంది ఇక్కడ రైట్ సైడ్ ఉన్నప్పటికీ డౌన్ సైడ్ చూపిస్తుంది యాంగిల్ లాగా చూపిస్తుంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు so second one is the right answer next ఇక్కడ into symbol plus symbol into plus ఇక్కడ ప్లస్ ఇంటుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఏదో ఒక ఆబ్జెక్ట్ని any element any element or object ఏదో ఒక దాన్ని చూజ్ చేసుకొని రిమైనింగ్లో చెక్ చేసుకుంటూ ఆ విధంగా లేని వాటిని ఎలిమినేషన్ చేయండి సరిపోతుంది సో ఇంటూ ప్లస్ ఉండాలి ఇంటూ ప్లస్ ఇక్కడ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఇంటూ ప్లస్ ఈ రెండులలో వన్ అండ్ ఫోర్త్లోనే ఉంది సో నెక్స్ట్ ఈ లైనింగ్స్ తీసుకోండి ఈ లైనింగ్స్ తీసుకుంటే మనకి ఏ విధంగా ఉండాలి లైనింగ్స్ అనేవి ఇక్కడ సెకండ్ పొజిషన్ నేను ఏం చేస్తున్నాను ఈ పార్ట్ని తీసుకుంటాను ఈ పార్ట్ని లైనింగ్స్ అనేవి ఇలా ఉండాలి మనకు ఈ బాక్స్లో ఇలా ఉండాలి ఓకే ఇక్కడ ఉన్నాయా లేవు ఇలా ఉన్నాయి ఇలా ఉండాలి మనకి సో వన్ కూడా ఆన్సర్ కాదు so remaining one is the fourth one is the right answer next fourth question మనకు రైట్ సైడ్ టూ లీవ్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ టూ ఉన్నాయి ఇక్కడ right side two left side two ఇక్కడ వన్ టూ త్రీ సో ఇది ఆన్సర్ కాదు ఇక్కడ కూడా వన్ టూ త్రీ ఇది కూడా ఆన్సర్ కాదు లెఫ్ట్ సైడ్ టూ లీవ్స్ ఉండాలి రైట్ సైడ్ ఉండాలి వన్ టూ త్రీ సో ఇక్కడ కూడా అలాగే ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం సింపుల్గా first one is the right answer next fifth question ఈ షేప్ లాంటిది సేమ్ ఉండాలి మనం ఐ కాంటాక్ట్లో చూస్తే మనకు బాగా అర్థమైపోతుంది ఇక్కడ ఈ డిజైన్ లేదు కాబట్టి ఫస్ట్ వన్ ఆన్సర్ కాదు నెక్స్ట్ ఇక్కడ ఈ డిజైన్ అనేది దీన్ని పోలిన విధంగా ఇక్కడ సేమ్గా లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఈ షేప్ అనేది ఇన్సైడ్ పైకి ఉండాలి ఈ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా పైకి ఉండాలి ఇక్కడ కిందికి వచ్చింది ఇక్కడ ఈ పార్ట్లో కిందికి వచ్చింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో ఎలిమినేషన్ మెథడ్లో మనం మూడు తీసేసిన తర్వాత మిగిలింది ఫోర్త్ వన్ కాబట్టి this is exactly right answer next sixth one ఇక్కడ ఫస్ట్ మనకి డిఫరెంట్ చాలా వరకు ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ ఏం చేద్దామంటే ఎనీ ఎలిమెంట్ ఆర్ ఆబ్జెక్ట్ని చూజ్ చేసుకుందాం ఇక్కడ టూ డాట్స్ ఉన్నాయి ఇక్కడ ఒక డాట్ ఉంది ఇక్కడ ఒక డాట్ ఉంది లెఫ్ట్ రైట్లో ఈ ఫిగర్కి left one dot right one dot ఉండాలి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఈ థర్డ్ ఫిగర్లో లేదు కాబట్టి సర్కిల్స్ ఉన్నాయి ఇక్కడ so this is not a answer next element అనేది ఏదో ఒక ఎలిమెంట్ని తీసుకోండి నెక్స్ట్ నేను ఈ పార్ట్ని చూజ్ చేస్తున్నాను ట్రయాంగిల్ని పైన ఉండాలి ఈ ఫిగర్కి ఇక్కడ ఈ పొజిషన్లో ఉండాలి ఇక్కడ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు నెక్స్ట్ ఇక్కడ అసలు ఈ ఆబ్జెక్ట్ లేదు ఈ ఆబ్జెక్ట్ మనకు లేదు కాబట్టి ఇక్కడ సో ఇది కూడా ఆన్సర్ కాదు so answer is right answer is second one అంటే ఇక్కడ మనకు ఆన్సర్ కానివి ఏవైతే మనం తీసేస్తున్నామో రిమైనింగ్ వన్ ఈజ్ ఆటోమేటిక్గా అదే ఆన్సర్ అయిపోతుంది ఇక్కడ యాపిల్ ఉంది ఇక్కడ యాపిల్ అనేది సేమ్ డిజైన్తో ఇక్కడ మనకు చూడగానే తెలిసిపోతుంది ఇక్కడ యాపిల్ ఇక్కడ యాపిల్ సేమ్గా ఉంది కాబట్టి మనం చూడగానే చెప్పేయచ్చు ఇది యాపిల్ కాబట్టి so third one is the right answer seventh one is third one is the right answer next ఇక్కడ చూడండి ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ ఎలిమెంట్ ఏదో ఒకటి చూజ్ చేసుకోండి ఫస్ట్ ఈ డాట్ ఇక్కడ నేను కింద నుంచి స్టార్ట్ చేస్తాను వన్ టూ సర్కిల్స్ ఉండాలి ఇక్కడ టచ్ కావాలి లోపల ఒక డాట్ ఉండాలి ఇక్కడ లేదు ఫస్ట్ వన్కి so this is not a answer ఇక్కడ కిందికి ఉండాలి సర్కిల్ టూ సర్కిల్స్ ఒక డాట్ అనేది కింద ఉండాలి ఇక్కడ పైన ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ టచ్ అయి లేదు టూ సర్కిల్స్ ఉన్నాయి వన్ టూ సర్కిల్స్ డాట్ ఉంది కానీ సర్కిల్ అనేది ఇక్కడ మనకు టచ్ కావాలి పొజిషన్ పొజిషన్లో మనకు టచ్ కావాలి ఇక్కడ టచ్ అయినట్టుగా ఇక్కడ టచ్ అయినట్టుగా ఇక్కడ టచ్ కావాలి కాలేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు so one two three elimination method మనం తీసేసిన తర్వాత remaining one is the fourth one is the right answer next ఇక్కడ దీంట్లో మనకి యారో అనేది మనకు ఒక యారోని చూజ్ చేసుకుందాం యారో అనేది చూజ్ చేసుకుంటే ఫస్ట్ ఎలిమెంట్లో ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్ ఎలిమెంట్ని చూజ్ చేసుకోండి ఇక్కడ టూ కర్వ్స్ అనేవి హాఫ్ సర్కిల్స్ టూ కర్వ్స్ అనేది ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ ఉన్నాయి ఇక్కడ బయట ఇక్కడ నుంచి టచ్ ఇక్కడ నుంచి ఉండాలి మనకి ఇక్కడ నుంచి లేవు కాబట్టి one is not a answer so సెకండ్లో ఉంది థర్డ్లో ఉంది ఫోర్త్లో కూడా ఉంది నెక్స్ట్ ఇక్కడ టూ లైన్స్ ఉండాలి ఈ విధంగా టూ లైన్స్ సేమ్ ఈక్వల్ ప్యాలల్గా టూ లైన్స్ ఈ విధంగా ఉండాలి ఇన్సైడ్లో ఈ పార్ట్లో ఉండాలి ఈ పార్ట్లో ఈ పార్ట్లో టూ లైన్స్ ఈ విధంగా ఉండాలి జస్ట్ లైక్ వి వి లాగా ఉండాలి ఓకే ఇక్కడ ఉంది ఇక్కడ బాగా దగ్గరగా ఉంది ఇక్కడ ఈక్వల్ ప్యారలల్గా లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ ప్యాలల్ అసలు టూ లేవు ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి దీన్ని పోలిన విధంగా ఇక్కడ లేవు కాబట్టి ఫోర్త్ వన్ కూడా answer So, second one is the right answer. Next ఇక్కడ యారోని ఏదో ఒక యారోని చూజ్ చేసుకోండి జస్ట్ యారో యారో సింబల్ని మనం చూజ్ చేసుకున్నట్టయితే ఇక్కడ యారో ఉంది ఇక్కడ యారో ఉంది ఇక్కడ యారో ఉంది ఇక్కడ యారో ఉంది same dot dot dot dot dot same ఇక్కడ చూడండి one two three four dots ఉండాలి ఈ సర్కిల్లో ఫోర్ ఇప్పుడు మనం థర్డ్ ఎలిమెంట్ని చూజ్ చేసుకుంటున్నాం ఇక్కడ ఫోర్ డాట్స్ ఉండాలి ఇక్కడ కానీ ఇక్కడ ఫోర్ ఉన్నప్పటికీ ఇక్కడ చూడండి ఈ పొజిషన్లో ఉండాలి ఇక్కడ లేదు ఈ పొజిషన్లో ఇక్కడ లేదు నెక్స్ట్ ఇక్కడ ఉండాలి ఇక్కడ లేదు కాబట్టి ఈ డాట్ అనేది ఆన్సర్ ఇది కాదు సో నెక్స్ట్ వన్ మొత్తం ఫోర్ ఉండాలి మనకి ఇక్కడ ఈ ఫిగర్లో ఫోర్ ఉన్నప్పటికీ one two three four next one కూడా చెక్ చేద్దాం ఫోర్ డాట్స్కి ఇక్కడ ఫైవ్ ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ కూడా మోర్ దాన్ ఫోర్ డాట్స్ ఉన్నాయి సో ఇది కూడా ఆన్సర్ కాదు So, second one is the right answer. Next, 11th one. ఇక్కడ any element or any object ఏదో ఒక దాన్ని తీసుకోండి ఏదో ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటే మనకి ఇక్కడ ఈ సర్కిల్ అనేది ఫస్ట్ తీసుకుందాం ఇక్కడ సర్కిల్ రైట్ సైడ్లో టాప్లో రైట్ సైడ్లో ఉండాలి టాప్లో రైట్ సైడ్లో ఉందా దీనికి ఇక్కడ లేదు కాబట్టి ఆన్సర్ ఇది కాదు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు అంటే ఒక ఎలిమెంట్ని తీసుకోవడం వల్ల టూ ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి ఇక్కడ ఓకే నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో టాప్లో ఒక diamond shape or square shape ఉండాలి ఈ షేప్ ఉండాలి సెకండ్ ఎలిమెంట్ దీనిగా తీసుకుంటున్నాను నేను సో ఇక్కడ ఉందా ఆ విధంగా లేదు సో సెకండ్ కూడా ఎలిమినేషన్ అయిపోయింది so third one is the right answer next ఇక్కడ టూ యారోస్ ఉన్నాయి వాటికి బ్యాక్ సైడ్లో టూ డాట్స్ ఉన్నాయి టూ యారోస్ టూ డాట్స్ ఉండాలి అంటే ఈ పొజిషన్ని డాట్స్గా తీసుకుందాం టూ డాట్స్ ఇలా ఉండాలి టూ డాట్స్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ లేవు సో ఇది ఆన్సర్ కాదు ఇక్కడ కూడా లేవు సో ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ కూడా లేవు టూ డాట్స్ ఉండాలి ఇక్కడ డాట్ ఇక్కడ డాట్ ఉండాలి సో ఇక్కడ కూడా లేదు కాబట్టి first one is the right answer okay next thirteenth one ఇక్కడ ఒక స్టార్ లాగా ఉందనుకోండి ఒక సర్కిల్ తీసుకోండి ఈ పొజిషన్లో సర్కిల్ ఉంది ఈ పొజిషన్లో మన ఫస్ట్ ఎలిమెంట్ సర్కిల్ తీసుకుంటున్నాము ఈ పొజిషన్లో లేదు ఇది సో ఇది ఆన్సర్ కాదు ఓకే సర్కిల్ అనేది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది నెక్స్ట్ ఈ ఫ్లవర్ టైప్ ఉన్న దాన్ని తీసుకోండి స్టార్ని ఇక్కడ ఫ్లవర్ ఉంది ఇక్కడ ఫ్లవర్ ఉంది ఇక్కడ ఫ్లవర్ ఉంది సో సేమ్ ఉన్నాయి ఈ మూడు కూడా సేమ్ ఉన్నాయి కానీ ఈ లైన్ని అబ్జర్వ్ చేయండి ఈ లైను ఈ విధంగా ఉండాలి మనకు ఈ డిజైన్ అనేది ఈ విధంగా ఉండాలి దేనికైతే ఉంటుందో అది ఆన్సర్ సో సెంటర్లో ఉండాలి ఇలా అయినది సెంటర్లో ఇక్కడ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ సెంటర్లో ఉంది బట్ వి షేప్ ఇలా ఉండాలి ఇక్కడ ఇలా ఉండుంటే దీని ఆన్సర్గా మనం పరిగా ఆలోచించేవాళ్ళం సో ఇక్కడ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు so remaining one is the exactly fourth one is the right answer next ఈ లీఫ్ చూడండి ఇన్సైడ్ లో ఎన్ని లైన్స్ ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఎక్కడ టచ్ కాలేదు ఇక్కడ ఇక్కడ left side two lines right side two lines touch కాకుండా ఉన్నాయి ఇక్కడ దీన్ని అబ్జర్వ్ ఇక్కడ టచ్ అవుతూ వచ్చాయి కాబట్టి లీఫ్ లో టూ లైన్స్ అనేవి స్మాల్ సిగ్మెంట్స్ అనేవి ఇక్కడ టచ్ అయ్యి వచ్చాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు నెక్స్ట్ ఇక్కడ చూడండి one two three four five ఉన్నాయి ఇక్కడ సో ఇది కూడా ఆన్సర్ కాదు వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ ఓకే ఇక్కడ బాగా టచ్ అయినాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో ఆటోమేటిక్గా answer one is third one is the right answer fifteenth one ఇక్కడ ఒక ఫ్లాగ్ ఆర్ ఒక సర్కిల్ ఉందనుకుందాం లేదంటే ఇక్కడ ఈ డిజైన్స్లో ఏదో ఒక డిజైన్ని ఫస్ట్ ఈ ఫ్లాగ్ని తీసుకుందాం ఫ్లాగ్ టైప్ ఉంది కాబట్టి ఫ్లాగ్ని తీసుకుందాం ఇక్కడ ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి ఇది డౌన్ సైడ్ ఉంది ఈ ఫ్లాగ్ అనేది ఎలా ఉంది ఇక్కడ డౌన్ సైడ్ చూపిస్తుంది ఇక్కడ డౌన్ సైడ్ ఇక్కడ ఇది ఈక్వల్గా చూపిస్తుంది స్లీపింగ్ లైన్ టైప్లో చూపిస్తుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ వన్ ఇక్కడ సేమ్ ఉంది ఇక్కడ స్క్వేర్ షేప్లో ఉంది ఫ్లాగ్ టైప్లో లేదు కాబట్టి థర్డ్ వన్ కూడా ఆన్సర్ కాదు maybe two or four is the right answer next object ఏదైనా తీసుకోండి ఇక్కడ స్క్వేర్ షేప్ ఉండాలి లెఫ్ట్ సైడ్లో స్క్వేర్ షేప్ ఉండాలి సో ఇక్కడ ఉంది ఇక్కడ లేదు so fourth one is the answer కాదు second one is the right answer next sixteenth one ఏదైనా ఒక షేప్ని తీసుకోండి ఒక కరువు కానీ ఏదైనా ఒక షేప్ని తీసుకుంటే మనకు క్లియర్గా అర్థమైపోతుంది first circle dot circle dot circle dot circle dot లేదు ఇక్కడ సో ఇది ఆన్సర్ కాదు సో ఇక్కడ కూడా సర్కిల్ డాట్ లేదు కాబట్టి ఫోర్త్ వన్ కూడా ఆన్సర్ కాదు ఎనీ ఆబ్జెక్ట్ ఎనీ ఏవైనా రెండు ఆబ్జెక్ట్ కానీ ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే మనకు చాలా వరకు క్లియర్గా అర్థమైపోతుంది which is the right answer అని చెప్పేసి ఓకే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ షేప్ ఉంది ఇక్కడ ఈ విధంగా ఉంది ఈ సెంటర్ లైన్ ఒకటి స్ట్రేట్గా ఉంది స్ట్రేట్గా ఒక లైన్ అనేది స్ట్రేట్గా ఉంది ఇక్కడ స్ట్రేట్గా లైన్ ఉంది ఇక్కడ లేదు స్ట్రేట్గా లైన్ ఇక్కడ మిస్ అయింది ఇక్కడ ఇక్కడ లైన్ లేదు ఇక్కడ లైన్ ఉండాలి లేదు సో ఇది కూడా ఆన్సర్ కాదు so first one is the right answer next into plus ఇక్కడ ప్లస్ ఇంటూ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇంటూ ప్లస్ ఉండాలి into plus into plus okay into into ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇంటూ ప్లస్ ఉండాలి సో ఇక్కడ కూడా లేదు సో ఇది కూడా ఆన్సర్ కాదు into plus fourth one is the right answer next eighteenth one ఈ డిజైన్ చూడండి ఇక్కడ ఈ డైమండ్ షేప్ ఒక స్క్వేర్ షేప్ అనుకోండి ఈ షేప్ని ఎనీ ఎలిమెంట్ ఏదో ఒక ఎలిమెంట్ని చూజ్ చేసుకోండి you have to first any element okay ఇక్కడ సేమ్ ఉంది ఇక్కడ సేమ్ ఉంది అంటే తర్వాత అబ్జర్వ్ ఇద్దాం ఈ పార్ట్ తర్వాత అబ్జర్వ్ ఇద్దాం ఫస్ట్ ఇక్కడైతే సేమ్ ఉంది ఇక్కడ లేదు సో ఇది ఆన్సర్ కాదు సో లీఫ్ టైప్లో రెండు లీఫ్ టైప్లో ఈ విధంగా డిజైన్స్ పిరమిడ్ సమ్ ఏదో సమ్ ఒక పిక్చర్ అంటే దీన్ని ఈ డిజైన్ అనేది ఇక్కడ ఉంది ఇక్కడ లేదు సో ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ చిన్నగా ఉంది ఇక్కడ కూడా చిన్నగా ఉంది బట్ ఇది కూడా ఆన్సర్ కాదు so first one is the right answer next nineteenth one ఇక్కడ చూడండి నైన్టీన్త్ వన్లో సర్కిల్ డాట్ ఇక్కడ సర్కిల్ డాట్ లేదు so one is not a answer circle dot ఉండాలి ఇక్కడ కూడా లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ ఈ ఈ చాపం ఏదైతే ఉందో ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఈ పార్ట్ హాఫ్ సర్కిల్ క్లియర్గా ఉండాలి హాఫ్ సర్కిల్లో మనకి డాట్ సర్కిల్ ఉండాలి డాట్ సర్కిల్ ఉండాలి ఇక్కడ అలా లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు so fourth one is the right answer next twenty చూడండి ఇది సి టైప్లో ఉంది ఇక్కడ యారో మార్క్ వచ్చేసి సి టైప్లో ఉండాలి ఇక్కడ లేదు సో ఇది ఆన్సర్ కాదు ఇక్కడ యారో మార్క్ ఇక్కడ లేదు ఈ పొజిషన్లో యారో మార్క్ లేదు ఇక్కడ ఉన్నట్టుగా ఇక్కడ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఇది రివర్స్ సి టైప్లో ఉంది కాబట్టి ఇది కూడా కాదు so third one is the right answer next చూడండి ఈ డిజైన్ అనేది సేమ్గా ఉండాలి ఈ పార్ట్ తీసుకుందాం ఇక్కడ ఈ పార్ట్లో ఆఫ్ ఉండాలి ఇక్కడ ఇక్కడ ఉంది ఓకే ఇక్కడ ఉంది ఇక్కడ ఈ డిజైన్ అనేది ప్రాపర్గా లేదు ఎడ్జ్ ఇక్కడ ఉండాలి ఎడ్జ్ అనేది ఇక్కడ ఉండాలి ఈ ఎడ్జ్ ఇలా ఉండాలి ఇక్కడ లేదు సో ఇది ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఇది నియర్లీ సేమ్గానే ఉంది ఇక్కడ నియర్లీ సేమే ఉంది కాకపోతే ఈ లైన్స్ అనేవి ఇక్కడ లేవు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే దీంట్లో ఇక్కడ చూడండి నియర్లీ సేమ్గానే ఉంది ఇక్కడ ఈ లైన్స్ మళ్ళీ ఇక్కడ లైన్స్ లేవు కానీ ఇక్కడ లైన్స్ వచ్చాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు so third one is the right answer next ఇక్కడ చూడండి one two left side two lines ఉండాలి right side sorry left side three right side three ఇక్కడ టూనే ఉన్నాయి సో ఇది ఆన్సర్ కాదు షేప్ అనేది ఈ విధంగా ఉండాలి బాటమ్ రైట్ నుంచి టాప్ లెఫ్ట్లోకి వెళ్ళాలి బాటమ్ రైట్ నుంచి టాప్ లెఫ్ట్లోకి వెళ్ళాలి ఇక్కడ వెళ్ళింది త్రీ త్రీ సేమ్ ఉన్నాయి ఇక్కడ బాటమ్ లెఫ్ట్ నుంచి టాప్ రైట్లోకి వెళ్ళింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు మనకు ఇక్కడ త్రీ ఉండాలి ఇటు సైడ్ త్రీ లైన్స్ ఉండాలి ఇటు సైడ్ త్రీ లైన్స్ ఉండాలి ఇటు సైడ్ త్రీ ఇటు సైడ్ త్రీ ఉండాలి సో అలా ఉన్నది మనకి ఇక్కడ కూడా లేదు సో ఇక్కడ ఫోర్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు so second one is the right answer next circle circle circle circle ఇక్కడ లేవు అంటే ఈ పొజిషన్లోనే ఊహించండి సర్కిల్ని ఈ విధంగా ఉండాలి పక్క పక్కన అడ్జసెంట్గా ఉండాలి ఇక్కడ లేవు సో ఇది ఆన్సర్ కాదు ఇక్కడ కూడా ఆన్సర్ కాదు లైన్ ఒక లైన్లో ఉన్నాయి ఇలా టాప్ బాటంలో ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు so twenty three is the first one is the right answer next ఈ షేప్ ఈ డిజైన్ ఏదైతే ఉందో స్వస్తిక్ సింబల్ ఏదైతే ఉందో రైట్ సైడ్ ఉంది ఇక్కడ లైన్ ఓకే రైట్ సైడ్ ఇక్కడ రైట్ సైడ్లో ఉంది కానీ డౌన్ సైడ్ వచ్చింది ఈ విధంగా స్ట్రేట్గా ఉండాలి స్లీపింగ్ లైన్ లాగా ఉండాలి ఇక్కడ లేదు సో మనకు రైట్ సైడ్ ఇట్ సైడ్ ఉండాలి ఇట్ సైడ్ ఉంది లెఫ్ట్ సైడ్ ఉంది సో ఇది కూడా ఆన్సర్ కాదు నెక్స్ట్ సో వన్ ఇక్కడ చూడండి ఈ వన్లో మళ్ళీ ఈ డిజైన్స్ అనేవి కిందికి ఇటు పైకి ఉండాలి అలా లేవు ఇక్కడ లైన్లు వచ్చాయి స్టాండింగ్ లైన్స్ వచ్చాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు so twenty fourth one is the four is the right answer next twenty five ఇక్కడ ఏవైనా ఈ పిక్చర్ అనేది బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే వీటిలో ఏది ఇక్కడ చూడండి ఈ డిజైన్ అనేది ఇలా ఇలా ఉండాలి ఇంటూ మార్క్ ఉండాలి ఇక్కడ ఈ ఇంటూ మార్క్ అనేది బాటంలో ఇంటూ మార్క్ ఉండాలి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ లేదు సో థర్డ్ వన్ కాదు సో ఫోర్త్ వన్ కూడా కాదు ఇక్కడ వీటిని అబ్జర్వ్ చేయండి ఇక్కడ రెండు టూ లైన్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఒక లైన్ ఉంది ఇక్కడ ఒక లైన్ ఉంది వీటిలో ఆ లైనింగ్ లేదు ఇక్కడ లైనింగ్ లేదు ఇక్కడ ఇక్కడ లైనింగ్ లేదు సో ఫస్ట్ వన్ కూడా ఆన్సర్ కాదు కాబట్టి second one is the right answer next twenty six plus circle అంటే క్లాక్ వైజ్ రొటేషన్లోనైనా తీసుకోవాలి మనం లో విన్నట్టుగా క్లాక్ వైజ్లోనైనా తీసుకోవాలి లేదా యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్లోనే తీసుకోండి ప్లస్ సర్కిల్ ఈ పొజిషన్లో ఉండాలి ఇది ఏ విధంగా అయితే ఉందో ఈ డిజైన్లోనే ఉండాలి టాప్ లెఫ్ట్ నుంచి బాటమ్ రైట్ సైడ్కి రావాలి ఈ డిజైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి డిజైన్ ఇక్కడ లేదు దీంట్లో ఇక్కడ డిజైన్ ఇలా స్టార్ట్ కాలేదు సో ఇది ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఇక్కడ కూడా లేదు సో ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ స్టార్ట్ కాలేదు టాప్ నుంచి బాటంకి వచ్చింది ఇది ఇది కూడా కాదు so third one is the right answer next మధ్యలో సర్కిల్ ఉండాలి ఈ ఆబ్జెక్ట్ ఎనీ ఏదైనా ఒక object choose any object or element dot ఉంది ఇక్కడ ఇక్కడ డాట్ ఉంది ఓకే ఇక్కడ లేదు సో ఇది ఆన్సర్ కాదు ఇక్కడ డాట్ ఉంది సర్కిల్ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు వన్ ఆర్ ఫోర్లోనే ఉండాలి ఆన్సర్ ఉంటే ఓకే సో ఇక్కడ చూడండి ఈ షేప్ అనేది ఇలా ఉంది ఇక్కడ ఇక్కడ ఎం టైప్లో వచ్చింది సో ఇది కూడా ఆన్సర్ కాదు so this is the right answer ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేయచ్చు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా next twenty eight next twenty eight one ఇక్కడ డైమండ్ షేప్ ఉంది ఓకే డైమండ్ షేప్కి కింద డిజైన్ వచ్చింది ఒకటి డైమండ్ షేప్ ఇక్కడ చూడండి ఇవి జాయింట్ కాలేదు ఇక్కడ ఈ ప్లేస్లో ఈ జాయింట్ లేదు ఇక్కడ ఇక్కడ జాయింట్ అయింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ డిస్టెన్స్ అనేది కొంచెమే ఉండాలి ఇక్కడ మరీ ఎక్కువగా ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ లైనింగ్స్ లేవు కానీ ఇక్కడ లైనింగ్స్ వచ్చాయి సో ఇది కూడా ఆన్సర్ కాదు so right answer is the fourth one is the right answer next twenty ninth one ఇక్కడ ఫోర్ సర్కిల్స్ ఉండాలి one one two three four ఇక్కడ వన్ ఇక్కడ లేదు సో ఇది ఆన్సర్ కాదు ఓకే ఇక్కడ ఫోర్ సర్కిల్స్ ఉన్నాయి ఇక్కడ ఫోర్ సర్కిల్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఫోర్ సర్కిల్స్ ఉన్నాయి next any object or element తీసుకోండి మళ్ళీ ఒకసారి ప్లస్ ప్లస్ ఉండాలి ఇక్కడ ప్లస్ ప్లస్ ఉంది ప్లస్ ప్లస్ ఉంది ఇక్కడ కూడా ప్లస్ ప్లస్ సింబల్ ఉంది సో ఇక్కడ మీరు ఏదైనా మళ్ళీ ఒకసారి ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇక్కడ లైన్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి లైన్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ ఇలా ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి దీంట్లో ఉన్నాయా ఓకే కానీ మనకి ఎలా ఉండాలి ఇది టాప్ నుంచి బాటంకి రావాలి ఇక్కడ ఇలా ఉంది ఈ షేప్ చూడండి ఇది ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసిపోతుంది ఇక్కడ ఇలాంటి ప్లేస్లోనే మనకు టైం ప్రాబ్లం అయ్యేది ఇక్కడే మనం స్కోర్ చేసుకోవడానికి ఇలాంటివి చూడడానికి అన్ని ఈజీగా అనిపిస్తాయి ఇక్కడ చూడండి ప్రతిదీ కన్ఫ్యూజ్గానే ఉంది ఇక్కడ అసలు ఈ డిజైన్స్ అనేవి దీంట్లో లేవు ఐ కాంటాక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ డిజైన్స్ అనేవి ఫోర్త్ లేవు కాబట్టి ఇక్కడ ఈ ఆన్సర్ తీసేయండి అంటే ఆన్సర్ కాని వాటిని తీసేసుకుంటూ వెళ్ళిపోవడమే పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇక్కడ ఈ డిజైన్ అనేది ఇలా ఉండాలి టాప్ రైట్ నుంచి బాటం లెఫ్ట్లోకి వెళ్ళాలి టాప్ లెఫ్ట్లో నుంచి బాటం రైట్కి రావాలి ఇక్కడ కానీ ఇక్కడ లేదు కాబట్టి సెకండ్ వన్ కూడా ఆన్సర్ కాదు సో ఆటోమేటిక్గా third one is the right answer ఇలాంటి ప్లేస్లలో కొంచెం జాగ్రత్తగా ఉండి చేసుకోండి ఇక్కడ స్పీడ్ ఇంపార్టెంట్ కాదు accuracy is the very important ఇక్కడ థర్టీ ఇక్కడ చూడండి అన్ని డిజైన్స్ ఎగ్ షేప్ అనేది సేమ్ మ్యాక్సిమం అసలు చూడగానే ఇది మనకు అన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి చూడగానే అన్నీ ఒకేలా అనిపిస్తున్నాయి దీన్ని చూడండి ఇక్కడ చూడండి ప్రతిదీ అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఓకే ప్రతిదీ అబ్జర్వ్ చేయండి ఇక్కడ దీన్ని మనం చూసినట్టయితే ఇక్కడ లైనింగ్ అనేది ఏ విధంగా ఉంది ఎగ్ షేప్ ఏ విధంగా ఉంది ఏదో ఒక పాయింట్ని ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ బేస్ ఉంది ఇక్కడ అంటే ఒక లైన్ ఉంది ఇక్కడ అలా కాకుండా ఇక్కడ లైన్ లేదు దీన్ని బాగా అబ్జర్వ్ చేయాలి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి ఎలా ఉందంటే అది ఇలా ఉంది సో ఫోర్త్ వన్ ఆన్సర్ కాదు నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు స్ట్రేట్ లైన్ లాగా ఉంది ఇక్కడ లైన్ లాగా ఉంది ఇక్కడ ఏమైంది మళ్ళీ ఇక్కడ కూడా ఇలా వచ్చింది కొంచెం సో ఇది కూడా ఆన్సర్ కాదు నెక్స్ట్ దీంట్లో చూసుకుందాం ఈ ప్లేస్ ఎలా ఉండాలి మనకి ఇక్కడ దీంట్లో కూడా ఈ లైనింగ్ ఇక్కడ లేదు చూడండి ఇక్కడ ఇక్కడ దీనికి కూడా ఇలా ఉంది కొంచెం క్రాస్గా సో ఇది కూడా ఆన్సర్ కాదు సేమ్ పొజిషన్గా ఉన్నది ఏది second one is the right answer అంటే ప్రతి ఆబ్జెక్ట్ ప్రతి పాయింట్ని సేమ్గా ఉన్నప్పుడు ప్రతి పాయింట్ని బాగా అబ్జర్వ్ చేస్తే పర్ఫెక్ట్గా ఆన్సర్ తీసుకోవచ్చు ఓకే ఇక్కడ స్పీడ్ చేసినప్పుడు ఫస్ట్ వన్ ఆన్సర్గా ఇచ్చే అవకాశం చాలా మందికి ఉంటుంది ఎందుకంటే చూడగానే సేమ్ సేమ్ ఉంది కదా చిన్న మిస్టేక్ కదా అనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ ద సేమ్ మనం ఫస్ట్లో చెప్పినట్టుగా identical figure or similar figure అంటే సిమిలారిటీ అంటేనే సిమిలర్గా ఉన్నది తీసుకోలేదు అలాగే ఉండాలి ఎగ్జాక్ట్గా ఉండాలి అలా ఉన్నది మాత్రమే కన్సిడర్ చేయాలి స్పీడ్లో మనకి ఫస్ట్ అనిపిస్తుంది ఇక్కడ సో ఇది ఆన్సర్ కాదు పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేస్తే second one is the right answer next ఇక్కడ చూడండి ఈ డాట్ అంటే ఈ షేప్ అనేది ట్రయాంగిల్ షేప్ అనేది రైట్ సైడ్ చూపించాలి ఇక్కడ రైట్ సైడ్ చూపించట్లేదు ఈ సైడ్ చూపించాలి టాప్ రైట్లో ఉండాలి ఇది ఈ పార్ట్ అనేది టాప్ రైట్ సైడ్ చూపించాలి ఇలా చూపించాలి ఇక్కడ చూపించట్లేదు కాబట్టి this is not showing top right side so ఇక్కడ కూడా చూపించట్లేదు ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ కూడా చూపించట్లేదు ఇక్కడ కూడా చూపించట్లేదు రైట్ సైడ్ ఇటు సైడ్ చూపించట్లేదు ఇక్కడ కూడా చూపించట్లేదు సో మరి ఏది ఆన్సర్ అనుకోవచ్చు ఇప్పుడు దీంట్లో సెకండ్ స్టెప్ తీసుకోవాలి ఇలాంటి పొజిషన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రేర్గా టచ్ అవుతూ ఉంటాయి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రేర్గా టచ్ అయ్యే ప్రాబ్లమ్స్ కాబట్టి సెకండ్ టెక్నిక్ తీసుకోండి ఇక్కడ సెకండ్ వేలో ఆలోచిస్తే ఫిగర్ అనేది సేమ్ ఈ విధంగా చూపించకపోయినా కూడా దీని డిజైన్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉన్నదాన్ని కన్సిడర్ చేయండి ఓకే ఇప్పుడు ఈ డిజైన్ ఏదైతే ఉందో డిజైన్ ఇక్కడ ఏదైతే ఉందో అదే విధంగా ఇది పైకి ఉండాలి ఈ షేప్కి పైకి సైడ్ చూపించాలి సో పై సైడే చూపిస్తుంది కానీ సర్కిల్ అనేది ఇది బేస్ కింద ఉండాలి ఇక్కడ లేదు సో ఇది ఆన్సర్ కాదు ఇప్పుడు ఈ సర్కిల్ అనేది ఇక్కడ ఉండాలి ఈ పొజిషన్లో ఉండాలి సో అందుకే ఇది కూడా ఆన్సర్ కాదు ఈ ఈ లైనింగ్ ఏదైతే ఉందో ఈ డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్ అనేది ఇటు సైడ్ చూపించాలి డైమండ్ షేప్ సైడ్ ఈ సైడ్ చూపించాలి సో ఇక్కడ కిందికి చూపిస్తుంది ఇలా ఇటు సైడ్ చూపించాలి ఇలా చూపిస్తే ఆప్షన్ ఆప్షన్ మనం తీసుకునే వాళ్ళం సో ఇది కూడా లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో పర్ఫెక్ట్గా ఉన్నది ఏది దీనికి షూట్ అయ్యేది రొటేషన్లో ఈ పొజిషన్లో అది ఏ విధంగా ఉండొచ్చు ఓకేనా దీన్ని మనం రొటేషన్ చేసినట్టయితే ఇదే ఇదే ఇదే విధంగా ఉంటుంది ఇక్కడ కూడా so fourth one is the right answer next ఇంకా చూడండి ఇక్కడ కంప్లీట్గా ఒక హాఫ్ సర్కిల్ లాగా ఒక డిజైన్ ఉంది ఈ బేస్లో ఇక్కడ ఉంది ఇక్కడ లేదు ఓకే సో ఇక్కడ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు నెక్స్ట్ ఇక్కడ ఉంది ఇక్కడ రివర్స్లో ఉంది ఈ డిజైన్ అనేది ఈ విధంగా ఉండాలి మనకు ఈ డిజైన్ అనేది ఈ విధంగా ఉండాలి ఇక్కడ ఫోర్త్ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు నెక్స్ట్ ఇక్కడ ఉంది ఇక్కడ టూ ఉండాలి ఈ టూలో ఆఫే ఉండాలి టూ ఉండాలి ఆఫే ఉండాలి ఇక్కడ సో ఇక్కడ టూ ఉండి ఆఫ్ లేవు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు so remaining one is the third one is the right answer next thirty three next ఇక్కడ సర్కిల్ అనేది టూ పార్ట్స్గా డివైడ్ చేయబడింది సర్కిల్ అనేది టూ పార్ట్స్గా ఉంది టూ పార్ట్స్గా ఉంది is equal to plus into is equal to is equal to ఇక్కడ ఈజ్ ఈక్వల్ లేదు ఉంది బట్ డిజైన్ అనేది చేంజ్ అయిపోయింది ఇది పైకి వెళ్ళిపోయింది సో ఇది ఆన్సర్ కాదు నెక్స్ట్ సో ఇక్కడ లెఫ్ట్ రైట్ అయింది రైట్ లెఫ్ట్ అయింది ఫోర్త్ దాంట్లో సో ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ థర్టీ త్రీలో వన్ ఆర్ టూ రెండులో ఏదో ఒకటి ఆన్సర్ ఉండాలి ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా సేమ్ ఉన్నది ఏంటి ఇక్కడ is equal to plus is equal to into ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు second one is the right answer next problem thirty four ఈ థర్టీ ఫోర్లో ఏని ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని చూజ్ చేసుకుందాం ఇక్కడ ఈ ఏ షేప్ ఉన్నటువంటిది ఈ ఏ షేప్ ఉంది కదా ఈ ఏ షేప్ లాగా ఉన్నది ఎక్కడైతే ఉందో ఇక్కడ గమనిద్దాం ఇక్కడ కంప్లీట్గా ఏలాగా లేదు ఇక్కడ ఈ టచ్ కావాలి ఇక్కడ ఈ బార్డర్లో ఇక్కడ టచ్ కాలేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ వి షేప్ లాగా ఉంది సో ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ కూడా వి షేప్ ఉంది కాబట్టి this is also not a answer ఇక్కడ ఇదే ఉంది కాబట్టి రిమైనింగ్ ఈ త్రీ వెళ్ళిపోయిన రిమే ఈ త్రీ ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేసాము అంటే fourth one is the exactly right answer next thirty ఇక్కడ ఏదైనా ఒకటి తీసుకోండి యారో మార్క్ తీసుకోండి ఫస్ట్ యారో మార్క్ ఈ పార్ట్ని యారో మార్క్ తీసుకుందాం ఇక్కడ యారో మార్క్ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ రివర్స్లో ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఇక్కడ ఈ హాఫ్ సర్కిల్ డార్క్ డార్క్ చేసినటువంటిది ఈ షేడ్ చేసినటువంటి ఈ సర్కిల్ ఉంది సో ఇక్కడ ఉంది ఇక్కడ లేదు సో ఇది కూడా ఆన్సర్ కాదు నెక్స్ట్ ఒక్కొక్క ఆబ్జెక్ట్తో ఒక్కొక్క ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేశాము నెక్స్ట్ ఇక్కడ ఎస్ సింబల్ ఉంది దానికి టాప్ రైట్ నుంచి బాటమ్ లెఫ్ట్కి ఒక లైన్ అనేది డ్రా చేయబడింది ఈ విధంగా ఒక టాప్ రైట్ నుంచి బాటమ్ కి ఒక లైన్ అనేది డ్రా చేయబడింది ఎస్ ఉండి ఈ విధంగా ఉండాలి ఇక్కడ రివర్స్లో ఉంది మిర్రర్ టైప్ టైప్లో ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో నా answer is exactly fourth one is the right answer next thirty six okay ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని తీసుకుందాం ఇక్కడ ఎనీ ఆబ్జెక్ట్ ఇక్కడ ఆరో మార్క్ ఉంది ఆరో మార్క్ ఇక్కడ పైకి ఉంది ఇక్కడ కిందికి ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ పైకి ఉంది ఇక్కడ పైకి ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉండాలి ఆరో మార్క్ అనేది ఇక్కడ రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు నెక్స్ట్ సో ఇక్కడ మనకు రిమైనింగ్ మిగిలిన ఏంటి ఇక్కడ టూ ఆప్షన్స్ మిగిలి టూ అండ్ త్రీ డాట్ తీసుకోండి ఇక్కడ ఈ డాట్ ఎక్కడ ఉంది కింద ఉంది బాటమ్ సైడ్ ఉంది ఇక్కడ లేదు సర్కిల్ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు so third one is the right answer next thirty seven ఇక్కడ సర్కిల్ అనేది లెఫ్ట్ నుంచి రైట్కి చూపిస్తుంది సర్కిల్ అనేది రైట్ సైడ్ ఉండాలి రైట్ సైడ్ ఉంది రైట్ సైడ్ ఉంది రైట్ సైడ్ ఉంది right side everything is okay clear ఇక్కడ ఈ షేప్ని తీసుకోండి ఈ షేప్లో ఇక్కడ ఈ షేప్ని అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లైన్స్ అనేవి స్ట్రైట్గా ఉండాలి పైన ఇక్కడ ఆ విధంగా లేవు కంప్లీట్గా ఉన్నాయి లైన్స్ ఇది కాదు ఆన్సర్ పైన ఉంది ఇక్కడ ఇక్కడ లైన్స్ అనేవి ఇక్కడ వీ షేప్ లాగా వచ్చాయి ఇలా స్ట్రేట్గా ఉండాలి లైన్స్ అనే విధంగా స్ట్రైట్గా ఉండాలి ఇక్కడ లేదు సో ఇది కూడా ఆన్సర్ కాదు ఈ లైన్స్ అనేవి పైన ఉండాలి ఇక్కడ కింద ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు so second one is the right answer next thirty eight ఇక్కడ ఒక స్టార్ సింబల్ ఉంది ఏది any choose any object or symbol or element ఇక్కడ స్టార్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ బాటం లెఫ్ట్ సైడ్లో ఉండాలి ఇక్కడ లేదు సో ఇది ఆన్సర్ కాదు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ లేదు ఫోర్త్ ఆప్షన్లో లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో ఈ రెండిట్లో నుంచి ఆన్సర్ ఉండాలి ఇక్కడ యాష్ సింబల్ ఉంది ఇక్కడ ఉంది కానీ యాష్ అనేది ఏ విధంగా ఉంది ఇక్కడ టూ లైన్స్ ఇలా ప్యారలో ఈజీగా వచ్చేసి ఈ విధంగా టాప్ లెఫ్ట్ నుంచి బాటం రైట్ సైడ్ ఉండాలి లైన్స్ అనేవి ఇక్కడ లేవి ఇక్కడ ఈ విధంగా టాప్ రైట్ నుంచి బాటం లోకి వచ్చాయి సో ఇది కూడా ఆన్సర్ కాదు so two is the right answer next thirty nine ఈ థర్టీ నైన్లో యారో మార్క్ అనేది టాప్ లెఫ్ట్ నుంచి బాటం రైట్ సైడ్ రావాలి టాప్ లెఫ్ట్ నుంచి బాటం రైట్ సైడ్ రావాలి ఇక్కడ అలా లేదు సో ఇది ఆన్సర్ కాదు ఇక్కడ కూడా యారో మార్క్ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ కూడా యారో మార్క్ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు so third one is the right answer next ఇక్కడ డాట్ ఉంది ఇక్కడ డాట్ ఉంది ఇక్కడ డాట్ ఉంది డాట్ ఇక్కడ డాట్ లేదు సో లెఫ్ట్ సైడ్లో ఉండాలి డాట్ అనేది ఈ డాట్ అనేది మనకు లెఫ్ట్ సైడ్లో ఉండాలి ఇక్కడ రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు నెక్స్ట్ వన్ ఇక్కడ square shapes inner figure outer figure two ఉన్నాయి ఇక్కడ స్క్వేర్ షేప్స్ ఇక్కడ లేవు ఆ విధంగా సో ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ ఒకే ఒకటి ఉంది స్క్వేర్ షేప్ సో ఇది కూడా ఆన్సర్ కాదు so third one is the right answer next forty one దీంట్లో చూడండి ఈ సర్కిల్ కానీ ఇంటూ కానీ లేదంటే ఏ ఎనీ ఆబ్జెక్ట్ ఈ పార్ట్ తీసుకుందాం ఫస్ట్ ఈ పార్ట్ని గమనిద్దాం టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి ఇన్నర్ ఫిగర్ ఒకటి ఉంది అవుటర్ ఫిగర్ ఒకటి ఉంది పైన ఒక లైన్ ఉంది ఇన్నర్ ఫిగర్ అవుటర్ ఫిగర్ పైన లైన్ ఇక్కడ టచ్ కాలేవి లైన్స్ ఇక్కడ టచ్ అయినాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు టూ అనేది ఆన్సర్ కాదు నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఈ ఆబ్జెక్ట్ ద్వారా సెకండ్ ఆప్షన్ మనం ఎలిమినేట్ చేసాము నెక్స్ట్ ఇక్కడ ఇంటూ షేప్ ఉండాలి ఈ విధంగా ఇంటూ షేప్ ఉండాలి క్లియర్గా ఇంటూ సింబల్ ఉండాలి లోపల ఇక్కడ లేదు సో ఇది ఆన్సర్ కాదు సో ఇక్కడ ఇంటూ షేప్ ఉంది ఇక్కడ కూడా ఇంటూ షేప్ ఉంది నెక్స్ట్ ఇంటూ ప్లస్ ఉండా ఇంటూ సర్కిల్ ఉండాలి ఇక్కడ ఇంటూ సర్కిల్ ఇక్కడ ఇంటూ సర్కిల్ లేదు సర్కిల్ ఇంటూ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు so fourth one is the right answer next forty two ఈ ఫిష్కి ఈ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో పొలుసులు అంటాం కదా అవి ఇవి ఏవైతే ఉన్నాయో వన్ టూ త్రీ పైకి ఉండాలి ఈ త్రీ వచ్చేసి కిందికి ఉండాలి ఇక్కడ ఆ విధంగా లేవు సో ఇది ఆన్సర్ కాదు పైకి మూడు ఉన్నాయి కిందికి మూడు ఉన్నాయి ఓకే ఇక్కడ పైకి కింది ఈ రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి అంటే ఆపోజిట్లో ఉండాలి ఒకే డైరెక్షన్లో ఉన్నాయి సో ఇక్కడ చూడండి ఇక్కడ టూ పైకి ఉన్నాయి ఇక్కడ ఇది కింది సైడ్ చూపిస్తుంది ఆర్క్ అనేది ఇక్కడ ఇవి పైకి ఉన్నాయి ఇదేమో కిందికి వచ్చేసింది సో ఇది కూడా ఆన్సర్ కాదు so second one is the right answer forty two two is the right answer next forty three ఈ ఫార్టీ త్రీలో ఈ డిజైన్ అనేది పైకి ఉండాలి జస్ట్ ఒక ఫారెస్ట్లో ఒక సమ్ ఒక ఒక డిజైన్ లాగా ఉంది ఈ విధంగా ఉన్నది ఏది ఇక్కడ ఆ విధంగా లేదు ఇది ఓకేనా సో ఇది ఆన్సర్ కాదు చూడగానే చెప్పవచ్చు దీని ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ దీన్ని టచ్ అయ్యలేదు ఈ దీన్ని టచ్ అవుతూ ఉండాలి ఈ లైనింగ్స్ టచ్ అవుతూ ఉండాలి ఇక్కడ లేదు ఆ విధంగా సో ఇక్కడ ఆన్సర్ కాదు ఇది రివర్స్లో ఉంది ఓకేనా ఈ విధంగా ఉండాలి పైన ఉండాలి ఈ ఎడ్జ్ టచ్ కావద్దు ఈ ఈ ఎడ్జ్ ఈ కార్నర్ టచ్ కావాలి ఇక్కడ ఆ విధంగా లేదు కాబట్టి ఇది కూడా answer so fourth one is the right answer అంటే ఇక్కడ చూడండి సేమ్ ఫిగర్ అన్నారు కదా మరి ఇక్కడ సేమ్ లేదు కదా అంటే రొటేషన్ లెఫ్ట్ రైట్ అయినా పర్లేదు కానీ సింబల్ డిజైన్ మాత్రం సేమ్గా ఉండాలి ఈ పైకి ఉంది ఈ డిజైన్ అనేది ఇక్కడ పైకి ఉండాలి అంటే పైకి లేన ఉండాల్సిన అవసరం లేదు అది రైట్ సైడ్ ఉండొచ్చు లెఫ్ట్ సైడ్ ఉండొచ్చు బాటమ్ సైడ్ ఉండొచ్చు టాప్ సైడ్ ఉండొచ్చు ఎలా ఉన్నప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ యొక్క పొజిషన్ సేమ్ ఉండాలి so fourth one is the right answer next forty four ఇక్కడ పైన ఇంటూ సర్కిల్ ఇంటూ సర్కిల్ ఇక్కడ ఇంటూ సర్కిల్ లేదు సో ఇది ఆన్సర్ కాదు into circle okay into circle లేదు ఇది కూడా ఆన్సర్ కాదు యారో మార్క్ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది లెఫ్ట్ నుంచి రైట్ ఓకే లెఫ్ట్ నుంచి రైట్ ఇక్కడ ఈ డిజైన్ అనేది ప్రాబ్లం ఫిగర్ క్వశ్చన్ ఫిగర్లో ఉన్నటువంటి డిజైన్ టూ ఫోర్ ఎలిమినేట్ చేసాము కాబట్టి ఈ డిజైన్ అనేది ఇక్కడ లేదు దీనికి ఈ పొజిషన్లో డిజైన్ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు so third one is the right answer next forty five ఈ ఫార్టీ ఫైవ్లో ఈ ఫార్టీ ఫైవ్లో ఏదైనా ఒకదాన్ని చూజ్ చేసుకోండి ఎనీ అబ్జెక్ట్ మనం ప్రతిసారి ఏదే ఏ విధంగా అయితే చేస్తున్నామో అదే విధంగా అబ్జర్వ్ చేయండి ఓకే అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా మనకు సేమ్గా అనిపిస్తున్నాయి కానీ ఇట్లా straight line one two three one లైన్కి వన్ హాఫ్ సర్కిల్ వచ్చింది టూ సెకండ్ లైన్ ఇది ఫస్ట్ లైన్ ఇది సెకండ్ లైన్ అనుకుంటే ఇది థర్డ్ లైన్ అనుకుంటే ఓకే ఈ లైన్కి ఫస్ట్ లైన్కి ఫస్ట్ సర్కిల్ ఉంటుంది వన్ టూకి టూ త్రీకి త్రీ సో వన్కి వన్ టూకి టూ త్రీకి త్రీ ఓకే రైట్ నెక్స్ట్ ఇది స్ట్రేట్ లైన్ లేదు ఇక్కడ ఈ విధంగా లేదు లైన్స్ అనేవి లేకుండా వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు one two three okay one two ఇక్కడ డబుల్ డబుల్ వచ్చాయి సో ఇది ఆన్సర్ అనేది కాదు ఓకే నెక్స్ట్ ఇక్కడ వీటిని అబ్జర్వ్ చేయండి ఈ సర్కిల్ డాట్ సర్కిల్ అనేది ఏ విధంగా అయితే ఈ డాట్ ఏదైతే ఉందో ఇది కిందికి ఉండాలి ఇది కొంచెం రెక్టాంగిల్ అనేది పైకి ఉండాలి ఇక్కడ రెండు సమానంగానే ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు so third one is the right answer next okay one ఇక్కడ టూ ఇక్కడ త్రీ సింబల్స్ ఉన్నాయి ఇక్కడ టూ ఇక్కడ టూ ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు one two three okay one two three ఇక్కడ టూ టూ ఫోర్ ఫోర్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు నెక్స్ట్ ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి సో ఈ వన్ టూ ఈ త్రీ సింబల్స్తోని మనం వన్ అండ్ ఫోర్ని ఎలిమినేట్ చేసాము మిగిలిందేంటి మనకి టూ అండ్ త్రీ ఇక్కడ వి షేప్ రివర్స్లో V shape V shape V shape రివర్స్లో వి షేప్ ఉండాలి ఇక్కడ చూడండి ఈ డిజైన్ అబ్జర్వ్ చేయండి ఈ రెండుని ఈ రెండుని అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఇక్కడ వి షేప్ వి షేప్ ఇక్కడ రివర్స్లో ఉండాలి ఏ టైప్లో ఇక్కడ లేదు సో ఇది కూడా ఆన్సర్ కాదు so third one is the right answer next forty seven ఇక్కడ చూడండి ఫార్టీ సెవెన్లో మనకి టూ లైన్స్ ఇక్కడ డయాగోనల్గా ఈ విధంగా ఉన్నాయి ఇటు సైడ్ చూపిస్తుంది ఇటు సైడ్ చూపిస్తుంది ఇక్కడ లేదా విధంగా సో వన్ అనేది ఆన్సర్ కాదు ఇక్కడ స్ట్రేట్గా చూపిస్తుంది ఇటు సైడ్ చూపించాలి కానీ ఒకటే ఉంది సో ఇది కూడా ఆన్సర్ కాదు ఇవి కింది సైడ్ చూపిస్తున్నాయి సో ఇది కూడా ఆన్సర్ కాదు so third one is the right answer next జై హింద్ జేఐ వచ్చేయండి జేఐ వచ్చేయండి జేఐ వచ్చేయండి జేఐ వచ్చేయండి జేఐ వచ్చేయండి ఈజ్ ఓకే రైట్ నెక్స్ట్ ఈ డిజైన్స్ని అబ్జర్వ్ చేద్దాం ఈ టూ డిజైన్స్ని ఏ విధంగా ఉంది అదే విధంగా ఉండాలి ఇక్కడ ఆ విధంగా లేదు సో ఇది ఆన్సర్ కాదు ఓకే ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ కూడా ఉంది మరి పైన డిజైన్ అబ్జర్వ్ చేద్దాం ఈ డిజైన్ అబ్జర్వ్ చేద్దాం ఇప్పుడు ఈ డిజైన్ అబ్జర్వ్ చేద్దాం ఈ షేప్స్ అనేది ఉండాలి U shape like U shape రెండు ఉండాలి ఓకే ఇక్కడ ఈ లైన్ రావాలి ఇక్కడ గ్యాప్ ఈ యూ షేప్లకు మధ్య ఈ లైనింగ్ రావాలి ఇక్కడ రాలేదు సో ఇది ఆన్సర్ కాదు ఓకే ఇక్కడ వచ్చింది ఓకే ఇక్కడ కూడా వచ్చింది ఓకే రైట్ బట్ నెక్స్ట్ ఫిగర్ని అబ్జర్వ్ చేయండి మళ్ళీ ఒకసారి ఈ సింబల్ అనేది వన్ టూ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఈ సింబల్ అనేది థర్డ్ ఆప్షన్లో లేదు అన్ని కరెక్ట్గానే ఉన్నాయి కానీ ఇక్కడ ఇది లేదు కాబట్టి డిజైన్ లేదు కాబట్టి ఇది కాదు fourth one is the right answer next forty next ఇక్కడ చూడండి ఫార్టీ నైన్లో మనకి కైట్ ఉంది ఒక డాట్ ఉంది ఒక సర్కిల్ డాట్ సర్కిల్ ఉండాలి ఇక్కడ లేదు ఆ విధంగా సో ఇది ఆన్సర్ కాదు డాట్ సర్కిల్ ఉండాలి స్క్వేర్ వచ్చింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు రెండు డాట్సే వచ్చాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు డాట్ సర్కిల్ ఉన్నది ఇది fourth one is the right answer next ఇక్కడ ఏ టైప్ సింబల్ ఉండాలి ఈ ఈ డిజైన్ కావాలి మనకి ఇక్కడ ఉందా లేదు సో ఇది ఆన్సర్ కాదు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది నెక్స్ట్ వి దానికి ఆపోజిట్లో వి సింబల్ ఉండాలి వి సింబల్ ఉంది వి సింబల్ ఉంది ఇక్కడ వి సింబల్ లేదు రివర్స్లో ఉంది కాబట్టి మళ్ళీ ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ టూ లైనింగ్స్ ఉండాలి దీంట్లో టూ లైనింగ్స్ ఉండాలి వన్ ఈ లైనింగ్స్ దేంట్లో ఉన్నాయి ఇప్పుడు రిమైనింగ్ ఆప్షన్స్ టూ త్రీలో త్రీలో మాత్రమే ఉన్నాయి కాబట్టి third one is the right answer next fifty one fifty one దీంట్లో ఇది చూడండి ఈ డిజైన్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంది డిజైన్ ఈజ్ డిఫరెంట్గా ఉంది కంప్లీట్ డిఫరెంట్గా ఉంది ఇక్కడ చూడండి లైన్సే ఉండాలి ఈ విధంగా స్ట్రైట్గా లైన్సే ఉండాలి లైన్సే ఉండాలి ఈ విధంగా లైన్ ఇక్కడ ఒక లైన్ ఇక్కడ ఒక లైన్ ఇక్కడ ఒక లైన్ ఉండాలి దీంతో ఓకే దీంతో లేదు ఇక్కడ కరువు లాగా వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఈ దీని ద్వారా మనం ఇది ఒకటి ఎలిమినేట్ చేయగలుగుతున్నాం ఇక్కడ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వన్ మిడిల్లో సేమ్ వచ్చింది ఇక్కడ గ్యాప్ వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ గ్యాప్ ఉంది ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో గ్యాప్ వచ్చింది సో ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ త్రీ ఇక్కడ ఒకే స్క్వేర్ షేప్ ఏర్పడాలి ఇక్కడ ఫోర్ ఏర్పడ్డాయి ఒకే దాంట్లో సో ఇది కూడా ఆన్సర్ కాదు so fourth one is the right answer next పైన ఒకటే సర్కిల్ ఉండాలి టూ త్రీ ఫోర్ ఉండాలి one two three four one two three four one two three four ఇక్కడ ఫోర్ లేవు త్రీ ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు one two three four okay right next ఈ షేప్ అనేది ఆఫ్ అనేది ఆఫ్ కింది సైడ్ మొత్తం షేడ్ అయి ఉండాలి షేడ్ అయి ఉంది ఇక్కడ షేడ్ అయ్యలేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు సో ఇక్కడ షేడ్ అయి ఉంది నెక్స్ట్ ఈ డైమండ్ షేప్ అనేది మనకి ఎలా చూపించాలి ఇది ఈ డైమండ్ షేప్ అనేది త్రీ ఫోర్ ఈ ఫోర్లో కూడా చూడండి ఈ డిజైన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి ఈ అంటే డైమండ్ షేప్లో ఇలా ఇలా ఈ విధంగా ఉన్నాయి మనకి ఈ విధంగా ఉన్నాయి ఇక్కడనేమో స్క్వేర్ షేప్లో ఏర్పడ్డాయి సో ఇది కూడా ఆన్సర్ కాదు so right one is the fourth one is the right answer next fifty three ఇక్కడ చూడండి ఇక్కడ ఈ స్వస్తిక్ సింబల్ అనేది సేమ్ సేమ్ ఇక్కడ స్వస్తిక్ సింబల్ లేదు సో ఇది ఆన్సర్ కాదు ఇక్కడ రివర్ ఇట్ సైడ్ ఉండాలి ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి స్వస్తిక్ సింబల్ ఎప్పుడు కూడా సో ఇక్కడ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు నెక్స్ట్ వన్ టూ ఆప్షన్స్ మిగిలాయి మనకి ఈ డిజైన్ అనేది సమ్ ఒక ఎలిమెంట్ అనేది ఇక్కడ ఈ విధంగా ఉండాలి ఓకే ఇక్కడ టూలో ఆ విధంగా లేదు మనకి ఇక్కడ ఇది చూడండి ఇక్కడ డిజైన్ ఆ విధంగా లేదు పైన మళ్ళీ ఈ డిజైన్ ఇక్కడ పైనుంచి ఇలా రావాలి ఈ డిజైన్ రావాలి ఇది ఈ డిజైన్ రావాలి ఇక్కడ లేదు సో టూ ఆన్సర్ కాదు first one is the right answer next fifty four fifty ఫోర్లో మనకి రైట్ సైడ్ ఈ లైన్ అనేది స్ట్రేట్గా ఉంది ఇక్కడ అలా ఉందా లేదు సో ఇది ఆన్సర్ కాదు ఇక్కడ ఉంది ఇక్కడ లేదు మళ్ళీ సో ఇక్కడ కూడా లేదు so answer fifty four second is the right answer next fifty five చూడండి ఈ లైన్ అనేది ఇటు సైడ్ ఉండాలి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ లేదు ఇటు సైడ్ ఉండాలి బయటకి సో ఇది ఆన్సర్ కాదు ఇక్కడ ఆ లైనింగ్ అనేది బయట సైడ్ లేదు కాబట్టి రైట్ సైడ్ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు నెక్స్ట్ ఈ లైన్ అనేది స్ట్రెయిట్గా కిందికి ఉండాలి ఇక్కడ దీంట్లో ఉందా లేదు దీంట్లో మాత్రమే ఉంది కాబట్టి second one is the right answer ఇది ఆన్సర్ కాదు next next one fifty six ఈ ఫిఫ్టీ సిక్స్లో మనకు ఈ క్యూ షేప్ని తీసుకోండి క్యూ షేప్ని any shape as our wish Q shape ఇక్కడ ఈ క్యూ అనేది ఒక సర్కిల్కి ఒక లైన్ అనేది ఇటు సైడ్ ఉంది పైకి ఉంది ఇక్కడ ఉంది అక్కడ ఇవి ఇక్కడ ఉందా అక్కడ లేదు సో వన్ ఆన్సర్ కాదు నెక్స్ట్ ఇక్కడ పైకి ఉండాలి ఇక్కడ పైకి లేదు సో ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది నెక్స్ట్ ఆబ్జెక్ట్ని తీసుకోండి క్యూకి క్యూ సో ఇక్కడ ఒక సర్కిల్కి ఒక లైన్ అనేది ఇటు సైడ్ ఉండాలి ఇటు సైడ్ ఇక్కడ లేదు సో ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు fourth one is the right answer next fifty seven మొత్తం two plus two four plus two six plus two eight eight dots ఉన్నాయి ఇక్కడ ఎయిట్ ఉన్నాయి ఇక్కడ ఎయిట్ లేవు కాబట్టి దిస్ ఈజ్ ఆన్సర్ కాదు ఇక్కడ నైన్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో ఇక్కడ సేమ్ ఉంది ఇక్కడ సేమ్ ఉంది నెక్స్ట్ వన్ ఈ స్క్వేర్ షేప్కి లైనింగ్స్ అనేవి ఈ విధంగా ఉండాలి బయట ఇటు సైడ్ ఉండాలి ఇట్లా ఈ డిజైన్లో ఉండాలి ఫోర్ లైన్స్ ఉండాలి సో ఇక్కడ ఉంది ఇక్కడ లేదు ఇక్కడ ఈ లైన్ అనేది ఇక్కడ లేదు ఇక్కడ ఈ ప్లేస్లో లైన్ లేదు కాబట్టి సో ఫోర్త్ వన్ కూడా ఆన్సర్ కాదు first one is the right answer చూడండి ఒక ర్యాట్కి ఓకే ర్యాట్ ఏ విధంగా ఉంది ఇక్కడ ears same ears ear same ఇది అసలు డిజైన్లో లేదు ర్యాట్ లాగా లేదు ఇక్కడ టేల్ అనేది చాలా పెద్దగా అయిపోయింది ఇక్కడ పొడవుగా ఉంది సో ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే ఈ ఇయర్ ఏవైతే ఉన్నాయో ఇయర్స్ ఈ డిజైన్లో లేవు ఇక్కడ సో ఇది కూడా answer So, first one is the right answer. Next, 59. ఇక్కడ సర్కిల్లో సమ్ లోపట కొన్ని లైన్స్ ఉన్నాయి ఆర్జెంటల్ వర్టికల్గా కొన్ని లైన్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ లేవు సో ఇది ఆన్సర్ కాదు ఇక్కడ one two three four four side four designs ఉండాలి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ లేవు ఇక్కడ కూడా లేవు త్రీ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ ఫైవ్ ఉన్నాయి కాబట్టి డిజైన్స్ ఇది కూడా ఆన్సర్ కాదు so first one is the right answer next ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి నేను ఈ యారో మార్కు తీసుకున్నాను టాప్ సైడ్ చూపిస్తుంది బాటమ్ సైడ్ చూపిస్తుంది ఇక్కడ టాప్ సైడ్ చూపిస్తుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ టూ యారోస్ ఉన్నాయి ఇక్కడ వన్ యారో ఉండాలి టూ డాట్స్ పక్కన ఒక యారో ఉండాలి సో ఇక్కడ కూడా లేదు ఇక్కడ త్రీ యారోస్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు పైన యారో ఉండాలి కింద యారో ఉండాలి ఈ విధంగా ఉన్నటువంటి ఆప్షన్ ఏది fourth one is the right answer next sixty one ఈ ఏదైనా ఒక ఎలిమెంట్ ఏదో ఒక ఆబ్జెక్ట్ ఏదో ఒక డిజైన్ తీసుకోండి జస్ట్ నేను ఈ షేప్లో ఉన్నటువంటి నేను గమనిస్తున్నాను ఇక్కడ ఈ షేప్ని గమనిస్తున్నాను ఇక్కడ నేను ఈ షేప్ని మాత్రమే నేను తీసుకున్నట్టయితే ఈ డిజైన్ తీసుకుంటే ఇక్కడ ఆ డిజైన్ లేదు ఇక్కడ ఈ డిజైన్ ఈ విధంగా ఉన్నటువంటి ఇక్కడ లేదు కాబట్టి ఫస్ట్ వన్ అనేది అనేది ఆన్సర్ కాదు సెకండ్ వన్ థర్డ్ వన్ అలా లేదు మళ్ళీ సో ఇది కూడా కాదు ఆన్సర్ ఫోర్త్లో అసలు లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు so second one is the right answer sixty next ఇక్కడ ఏవైనా ఒక ఆబ్జెక్ట్ని ఏదైనా ఒక ఎలిమెంట్ని తీసుకోండి ఇక్కడ ఒక స్ట్రేట్గా ఒక లైన్ ఉంది ఓకే ఈ ప్లేస్లో ఒక లైన్ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఈ త్రీ లైన్స్ని గమనించండి ఇక్కడ త్రీ లైన్స్ ఇక్కడ three lines three lines three lines okay right any object any moment ఏదైనా ఒకటి తీసుకోండి అంతే ఈ డిజైన్ అనేది ఈ విధంగా ఉండాలి ఇక్కడ త్రీ లైన్స్ అనే విధంగా ఉండాలి ఇక్కడ క్రాస్గా ఉంది లైన్ అనేది ఇక్కడ సేమ్గా లేదు స్ట్రైట్గా లేదు ఇక్కడ క్రాస్గా ఉంది లైన్ అనేది సో ఫస్ట్ ఆప్షన్ అనేది కూడా ఆన్సర్ కాదు నెక్స్ట్ ఇక్కడ ఈ డిజైన్ తీసుకున్నట్టయితే మనం ఇక్కడ కంప్లీట్గా లైన్ టచ్ అయింది ఇక్కడ ఇక్కడ థర్డ్లో టచ్ కాలేదు ఆ విధంగా ఇక్కడ స్పేస్ ఇక్కడ ఎంటీగా ఉంది సో థర్డ్ కూడా ఆన్సర్ కాదు so second one is the right answer next sixty ఈ డయాగోనల్గా ఈ సింబల్స్ ఇలా ఉండాలి ఇక్కడ టాప్ రైట్ నుంచి బాటమ్ లెఫ్ట్లోకి ఉండాలి లేదంటే బాటమ్ లెఫ్ట్ నుంచి టాప్ రైట్కి ఉండాలి ఆ విధంగా ఉన్నది చూడండి ఈ డిజైన్ ఇక్కడ ఆ డిజైన్ లేదు ఇక్కడ ఉంది ఇక్కడ లేదు సో ఇది ఆన్సర్ కాదు ఇది కూడా ఆన్సర్ కాదు so second one is the right answer next sixty four plus plus into symbol into into ఉంది సో ఇది ఆన్సర్ కాదు okay plus plus into symbol plus ఇక్కడ ఇంటూ ఉంది సో ఇది కూడా ఆన్సర్ కాదు plus plus into plus plus into so second option fourth ఆప్షన్లో ఉంది next plus into plus plus into plus లేదు సో ఇది కూడా ఆన్సర్ కాదు so fourth one is the right answer next sixty five any object or ఎలి ఎలిమెంట్ ఏదైనా కూడా తీసుకోండి సరిపోతుంది మనకి ఇక్కడ ఈ డిజైన్ తీసుకోండి ఇది ఏ విధంగా ఉంది ఇది ఇన్సైడ్లోకి వచ్చింది ఇక్కడ ఇక్కడ ఇన్సైడ్లోకి రాలేదు ఈ విధంగా సో ఇది ఆన్సర్ కాదు ఇది ఏ మాత్రం కూడా దీనికి ఈక్వల్గా లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఇది కూడా ఆ విధంగా లేదు ఇక్కడ డిజైన్ అనేది సో ఇది కూడా ఆన్సర్ కాదు so sixty five answer three is the right answer next sixty six less than less than symbol greater than symbol ఇక్కడ ఆ విధంగా లేవు సో క్యాన్సర్ ఇక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఉంది ఇక్కడ కూడా ఉన్నాయి ఓకే దీంట్లో లేవు థర్డ్ ఆప్షన్ లేవు కాబట్టి ఇది కూడా క్యాన్సల్ చేయండి వి షేప్ ఉండాలి టూ వి షేప్స్ ఉండాలి ఇక్కడ వి షేప్ ఉంది ఇక్కడ వి షేప్ ఉంది రైట్ ఈ నోస్ అనేది ఏ ఏ లాగా ఉండాలి ఇక్కడ ఏ లాగా లేదు సో ఇది కూడా ఆన్సర్ కాదు so fourth one is the right answer